Thank you. హలెలుయ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన కృపా కాపుదల మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక యొక్క వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్సయ నీకే అధి కృతజ్ఞతలు తండ్రి నీ కృపా కాపుదల దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి యొక్క వారాన్ని ప్రభా చివరి నెలలో తండ్రి చివరి వారాన్ని మొదటి వారాన్ని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవ ప్రభా ఈ సంవత్సరం అంతా కృపా కాపుదలలు మా రెక్కల చాటను భద్రపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేసిన తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా నీ యొక్క వెలుగును వారు మధ్య ఉంచండి నీ సన్నిధిని అనుభవించడానికి సహాయంను దయచేయండి పరిశుద్ధాత్మదేవ నీ కృపను అనుగ్రహించండి అయ్యా ప్రభా వాగ్దానం చేసినట్లుగా వారి మధ్య నా వెలుగును ప్రకాశింపచేతును అని సెలవిచ్చిన తండ్రి నువ్వే తోడేయండి నడిపించండి మాతో మాట్లాడండి మంతుడా నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఒకటో సమయాలు గ్రంథము ప పదిహేడో అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచనాలు ఆ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలులో దేవుడున్నాడని లోకస్తులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిప్తీలు యొక్క కబేళరములను ఆకాశ పక్షులను భూమృగములను ఇత్తును అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించనని చెప్పాను ఈ వారం వాక్యం యొక్క ప్రసంగ అంశం ఏంటో తెలుసా అండి మనతో దేవుడు ఉన్నారని అందరూ ఎప్పుడు తెలుసుకుంటారు మరొకసారి చెప్తానండి మనతో దేవుడు ఉన్నారని అందరూ ఎప్పుడు తెలుసుకుంటారు ఇక్కడ మనం చదివిన వాక్యాన్ని చూసినట్లయితే ఆ వాక్యం అధ్యాయం పదిహేడో అధ్యాయం మొదటి అధ్యాయం నుంచి చూసినట్లయితే దావీద్ అయిన యష్యా దావీదుని పిలిచి మీ యొక్క అన్నవాళ్ళు మీ యొక్క అన్నవారు ముగ్గురు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు సౌలుతో కలిసి యుద్ధము చేస్తూ ఉన్నారు వారికి ఆహారము తీసుకొని వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని రా అని దావీదును యుద్ధ భూమికి యుద్ధం చేస్తున్న ఫిలిప్తీలతో ఇస్రాయలీలు యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఒకే ఫిలిప్తీలో ఇస్రాయల్ పక్షంగా దావీదు యొక్క అన్నదమ్ములు సౌలుతో కలిసి ఆ యొక్క ఇజ్రాయల్కి సౌలు రాజుగా ఉన్నారు ఆ టైంలో సౌలుతో కలిసి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకునిరా ఆహారము వారికి కొంత ఆహారము తీసుకెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు నువ్వు తెలుసుకునిరా అని చెప్పినప్పుడు అప్పుడు దావీదు వారి యొక్క తండ్రి మాటను విని తండ్రి మాటకు లోబడి దావీదు ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్ళడం జరిగింది ఆ యొక్క ఆహారాన్ని వారికి ఇచ్చిన తర్వాత అక్కడ ఇస్రాయల్ ప్రజలందరూ ఫిలిప్తీలు ఇజ్రాయల్కి యుద్ధం జరుగుతుంది ఆ ఫిలిప్తీల్లో నుంచి ఒక ఒక ఒక ఎత్తుగా ఉండే ఒక వ్యక్తి ఒక మనిషి వచ్చినప్పుడు ఫిలిప్తీలు ఆయన్ని చూసి పారిపోతా ఉన్నాడు ఆయన అడుగులు ఆరు ఆరు ముళ్ళ జానడు అంటే మూరెడు అని బైబిల్లో ఉంది కానీ ఆయన తొమ్మిది అడుగుల వ్యక్తి ఆ యొక్క ఫిలిప్తీలు ఇటువైపు ఉన్నారు ఇస్రాయల్ ఇక్కడ ఉన్నారు ఈ యొక్క ఫిలిప్తీల దేశం ఈ యొక్క ఫిలిప్తీల్లో నుంచి ఆ యొక్క తొమ్మిది అడుగుల గొల్యాత్ వస్తూ ఉన్నప్పుడు ఇస్రాయల్ పారిపోతూ ఉన్నారు ఆ పారిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క సిచ్యువేషన్ని ఆ యొక్క దానిని చూసినప్పుడు ఆ యొక్క దావీది ఈ విధంగా పలికాడు ఓకే జీవం గల దేవుణ్ణి సైన్యాన్ని దాన్ని ఎదిరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తుడు ఎటువంటి వాడు ఇలాంటి వాడు సున్నతి లేని ఫిలిప్తుడు ఏంటి ఇలాగ జీవం గల సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు నేను ఆ యొక్క గొల్లాతును చంపుతాను అని అక్కడున్న ప్రజలతో చెప్తా ఉన్నప్పుడు ఇస్రాయేల్ సైన్యంలో ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నప్పుడు అలా అలాగా ఆ యొక్క వార్త ఆ యొక్క మాట అనేది సౌలు రాజుకు దగ్గరకు వెళ్ళింది సౌలు రాజు దావీదిని పిలిపిస్తారు నువ్వు చంపుతావా నువ్వు యొక్క గొల్లాతుని చంపు చంపివేస్తావా అంటే నేను చంపుతాను నేను ఎలుక ఒంటిని సింహాన్ని నేను చంపాను నేను చంపుతాను ఆ యొక్క దేవుడు నాకు తోడే ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే సరే నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి ఫిలిప్తీలు యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి నువ్వు ఏమి చేయాలంటే ఆ యొక్క మరణ ఆయుధాలు ఆ యొక్క వెపన్స్ అన్ని నువ్వు వేసుకొని యుద్ధానికి వెళ్ళు ఫిలిప్తీల మీదకి యుద్ధానికి వెళ్ళు ఇస్రాయల్ పక్షంగా ఫిలిప్తీల మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళు అని సౌలు చెప్పినప్పుడు ఆ యొక్క దావీదు ఆ యొక్క ఆయుధాలన్నిటినీ ధరించుకొని వెల్ ధరించుకున్నాడు ధరించుకున్నప్పుడు చేసినప్పుడు ఆ దావీది ఎప్పుడు కూడా యుద్ధంలో పాల్గొనలేదు అసలు ఆ యుద్ధోపకరణాలు ఎలా ఉపయోగించాలో తెలియదు అయ్యో నాకు ఎప్పుడు వాడుకలేదే నేను ఎప్పుడు ఉపయోగించలేదే నేను ఇవేమి వేసుకోను అని చెప్పి ఆ యొక్క యుద్ధోపకరణాలు అవన్నిటిని వదిలివేసి ఐదు రాళ్లను దావీదు తీసుకొని ఐదు రాళ్లను దావీదు తీసుకొని ఆ యొక్క గొలియాతు దగ్గరికి వెళ్ళాడు ఆ యుద్ధ భూమిలో గొలియాతు దగ్గరికి వెళ్ళాడు అప్పటికి గొలియాతు నలభై రోజులు ఇస్రాయల్ ప్రజలను విసిగిస్తూ ఉన్నాడు భయపెడుతూ ఉన్నాడు నలభై రోజుల నుంచి గొలియాతు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తన యొక్క మాటను గొలియాతు ఎదుట చెప్తున్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే ఇస్రాయేలీలో దేవుడు ఉన్నారని లోకస్తులందరూ తెలుసుకున్నట్లు నేను నీ తలను నరికి వేస్తాను యుద్ధము యహోవాది ఈ ఇదంతా ఇదంతా జరుగుతూ ఉన్నది కానీ దావీదు గొల్యాతుని చంపవేశాడు అన్న విషయము మనందరికీ తెలుసు సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా దావీదు గొల్యాతు స్టోరీ ఎంతో ఆసక్తిగా చెప్తూ ఉంటారు దా గొల్యాతు దావీదు అని చెప్తూ ఉంటారు కానీ దావీదు గొల్యాతుని చంపిన ఆ యొక్క సన్నివేశంలో ఆ యొక్క దానిలో మనము మూడు విషయాలు మనం దే తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు దావీదు గొల్యాతుని ఏ విధంగా ఎంతో ఎటువంటి ఎటువంటి విశ్వాసంతో ఏ విధంగా చంపి ఉన్నాడో మూడు విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే దేవుణ్ణి కలిగి ఉన్న నీకు ఏది గొప్పగా కనిపిస్తుంది మన ప్రసంగ అంశము దేవుడు మనతో ఉన్నాడు మనతో దేవుడు ఉన్నాడని అందరూ ఎప్పుడు తెలుసుకుంటారు మనతో దేవుడు ఉన్నారని అందరూ ఎప్పుడూ తెలుసుకుంటారు మన ప్రస మన వాక్యాంశంలో మొదటి పాయింట్ దేవుణ్ణి కలిగి ఉన్న నీకు ఏది గొప్పగా కనిపిస్తుంది చూసారా అండి మనం ఒక క్రైస్తవులమే ఒక క్రైస్తవ కుటుంబంలోనే కలిగి ఉన్నాం మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం మనం దే క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటాం దేవుడు తెలుసుకున్నాం కానీ మనకి ఏది గొప్పగా కనబడుతూ ఉంది అక్కడ చూసినట్లయితే దావీదు ఫిలిప్తీలకు ఇస్రాయేల్కి యుద్ధం జరుగుతూ ఉంది దావీదు ఆ యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు ఆ యొక్క గొల్యాతు ఆ యొక్క ఫిలిప్తీల నుంచి వచ్చినప్పుడు గొల్యాతు ఫిలిప్తీల నుంచి వచ్చినప్పుడు ఆ గొల్యాతును చూడగానే నలభై రోజుల నుంచి ఈ ఇస్రాయల్ ప్రజలు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారు పారిపోతూ ఉన్నారు అయ్యో మేము అతన్ని ఎదుర్కోలేమేమో అని పారిపోతూ ఉన్నారు నలభై రోజుల నుంచి గొల్యాత్ అలాగే ఇస్రాయల్ని భయపెడుతున్నాడు కానీ దావీదు గొల్యాతును చూసిన మొట్టమొదటి రోజే పలికిన మాట ఏంటో తెలుసా ఏంటో తెలుసా సున్నతి లేని ఒకే జీవము కలిగిన దేవుని సైన్యము తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిప్తుడు ఎటువంటి వాడు చూసారా అండి ఎలా వచ్చింది నలభై రోజుల నుంచి ఈ ప్రజలు భయపడుతూ ఉన్నారే గొల్యాతుని చూసి అంత పెద్ద తొమ్మిది అడుగుల వ్యక్తిని చూసి భయపడుతూ ఉన్నారే కానీ దావీదు ఒక చిన్న వ్యక్తిగా ఉన్నాడు యుద్ధం చేయడానికి ఆయనకి యుద్ధం అంటే యుద్ధం చేయడానికి అటు ఎటువంటి ట్రైనింగ్ లేదు ఎప్పుడు యుద్ధంలో పాల్గొనలేదు కానీ మొట్టమొదటి రోజే నలభై రోజుల నుంచి వాళ్ళు భయపడుతున్నారు చూసిన మొదటి రోజే దావిద పలికిన మాట ఏంటో తెలుసా ఈ సున్నతి లేని ఈ సున్నతి లేని ఫిలిప్తుడు ఎటువంటి వాడు జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి అని పలికాడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా దావీదు గొల్యాతు యొక్క గొప్పతనాన్ని శక్తిని చూడక ముందే దేవుడి యొక్క గొప్పతనాన్ని శక్తిని దావీదు అనుభవించాడు దేవుడి యొక్క గొప్పతనాన్ని శక్తిని దావీదు అనుభవించాడు ఆ యొక్క యుద్ధ భూమిలో ఒక్కసారి ఊహించుకోండి ఆ యుద్ధ భూమిలో ఇటువైపు ఫిలి పక్షంగా గొల్యాత్ నిలబడి ఉన్నాడు తొమ్మిది అడుగుల హైట్ కలిగి తొమ్మిది అడుగుల ఎత్తు కలిగి ఇటువైపు ఎవ్వరూ లేరు వాళ్ళు గొల్యాతును చూడగానే పారిపోయారు ఆ యుద్ధ భూమిలో దావీదు ఒక్కరే నిలబడి ఉన్నారు ఇక్కడ దావీదు గొల్యాతును చూసి ఈ విధంగా పలుకుతున్నాడు ఏమని పలుకుతున్నాడంటే జీ పలుకుతూ ఉన్నాడు నేను దేవుడు ఇస్రాయల్లో దేవుడు ఉన్నాడని ఇస్రాయల్ అందరిలో దేవుడు ఉన్నాడని భూలోక వాసులందరూ తెలుసుకున్నట్లు నేను నిన్ను చంపివేస్తాను నీ తల నరికి వేస్తాను చూడండి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆ తొమ్మిది అడుగుల ముందున్న గొలియాతు శక్తి కన్నా దావిదికి ఆ పైన ఉన్న దేవుడి యొక్క గొప్పతనం దావిదికి చాలా గొప్పగా కనిపించిందండి మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క సమస్యలు ఎంతో గొలియాతులాగా ఎదురుగా ఎన్నడుగులు ఎదురుగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయేమో కానీ ఆ శక్తి కన్నా ఆ యొక్క బాధ కన్నా దేవుడి యొక్క శక్తి దేవుడి యొక్క గొప్పతనం మన జీవితాల్లో కనిపించాలి గొలియాత తొమ్మిది అడుగుల వ్యక్తి శక్తి కనిపిస్తున్నాడు గొల్లియాత్ దావీదు ఎదురుగా కానీ దానిపైనున్న దేవుడి శక్తి ద్వారా గొల్యా దావీదు గొలియాతుతో మాట్లాడుతూ ఉన్నాడు యుద్ధ భూమిలో మనం కూడా ఆ సమస్యల వైపు కాదు కానీ ఆ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తుంది ఒక గొల్యాత్ అంత పెద్దగా కనిపిస్తూ ఉందేమో ఇంకా తీర్చలేను నేను జయించలేను అనుకుంటున్నామో దానికన్నా గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నాను ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు దానికన్నా గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని ఆ యొక్క గొప్ప శక్తి మనం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా ఎప్పుడు పొందుకుంటామంటే నీవు ఆయన్ని గనపరిచినప్పుడు గనపరచడం అంటే నీ యొక్క సమయంలో నీకు దేవుడు ఒక బహుమతిగా ఇరవై నాలుగు గంటలను దేవుడు మనకి బహుమతిగా ఇచ్చినప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక అర్ధ గంట కానీ ఒక గంట కానీ నువ్వు ఆయనతో గడిపినప్పుడు మిగతా ఇరవై మూడు గంటలు ఇరవై మూడు గంటల్లో ఆయన శక్తిని ఆయన జ్ఞానం జ్ఞానాన్ని ఆయన యొక్క సమాధాన్ని నువ్వు నేను అనుభవించగలమంటే ఆయన శక్తి మనకి మన జీవితాల్లో గొప్పగా కనబడాలి ఆయన శక్తి మన జీవితాల్లో గొప్పగా కనబడినప్పుడు మనము మనం మనల్ని చూసి చెప్తారు అందరూ నీతో దేవుడు ఉన్నాడమ్మా నువ్వు ఎంత సమస్య గుండా నువ్వు వెళ్తున్నా కూడా సమాధానం కలిగి సంతోషం కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉన్నారంటే అది దేవుడిచ్చిన ధైర్యమే దేవుడు ఉన్నారు నీతో అని ప్రతి ఒక్కరు చెప్పగలరు దావిది చెప్తున్నాడు భూలో ఇస్రాయేల్లో దేవుడు ఉన్నారని భూలోక నివాసులందరూ అందరూ తెలుసుకునేటట్లు నేను నీ తల నరికివేస్తాను ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనకి దేవుడికి ఉన్న సంబంధం ద్వారానే నువ్వు ఎప్పుడైతే దేవుడితో శక్తిని పొందుకుంటావో నీకు ఇచ్చిన దేవుడు ఒక మాట అంటాడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను చూసారా మనం నిజంగా మనకిచ్చిన సమయాన్ని దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఆయన సన్నిధిలో టైంను కేటాయించి ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని గనపరిచినట్లయితే అయితే ప్రభా నువ్వు లేకుండా నేను జీవించలేనయ్యా ఈ రోజంతటిలో నువ్వు నాకు తోడుగా ఉండి ప్రభా అని నువ్వు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించగలిగితే ఆయన శక్తి నీకు గొప్పగా కనిపిస్తుంది నీకు ప్రతిరోజు నువ్వు ఎదురయ్యే ఉద్యోగంలో నీకు ఎదురయ్యే సమస్యలు కాదు ఇంట్లో ఎదురయ్యే బాధలు కాదు ఇంటిని ఎలా సర్దుకో ఇంటిని ఎలా జ్ఞానం కలిగి కట్టుకోవాలి ఉద్యోగంలో ఎలా ఏ విధంగా ఉండాలి దేవుడి శక్తితో దేవుడు నిన్ను నడిపిస్తాడండి ఎంత గొప్ప ధన్యత అండి మనకు ఒక క్రైస్తవుడిగా ఆ ఏది గొప్పగా కనిపించాలో తెలుసా దేవుని యొక్క శక్తి మనకి గొప్పగా కనిపించాలి మన వాక్య ప్రసంగ అంశము ఏ ఏంటి అంటే మనతో దేవుడున్నారని ఎప్పుడు అందరూ తెలుసుకోగలరు మనతో దేవుడు ఉన్నారని ఎప్పుడు అందరూ తెలుసుకోగలరు ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ నీకు దేవుని కలిగి ఉన్న నీకు ఏది గొప్ప శక్తిగా నీకు కనిపిస్తూ ఉంది దేవుణ్ణి కలిగి ఉన్న నీకు ఏది గొప్ప శక్తిగా కనిపిస్తుంది దేవుని శక్తి దేవుని సన్నిధే మనకి గొప్పగా కనిపించినట్లయితే మన ముందున్న ఎటువంటి గొల్యాతైనా చాలా చిన్నగా కనిపిస్తుందండి అదేవిధంగా రెండవదిగా దేవుడు నీ మాటను రూఢిపరుస్తారు ఉన్నారు ఇది చాలా మనకి ఇష్టమైన మాట అండి ఇష్టమైన పాయింట్ దేవుడు నీ మాటను నిజం చేస్తారంట దేవుడు మనం పలికిన మాటను నిజం చేస్తారంట అక్కడ గొల్యాతును చంపక ముందే దావీదు అంత తొమ్మిది అడుగులున్న వ్యక్తి ముందు దావీదు ఈ విధంగా పలుకుతున్నాడు ఏమని పలుకుతున్నాడంటే రెండు మాటలు పలుకుతున్నాడు నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును దేవుడు మిమ్మను మా చేతికి అప్పగించను అప్పటికి దా గొలియాతుని చంపలేదు అప్పటికి ఇజ్రాయేలీలు అందరూ వచ్చి ఫిలిప్తులతో యుద్ధం చేయలేదు అయినా రెండు మాటలు దావీదు విశ్వాసంతో పలుకుతున్నాడు ఏమని పలుకుతున్నారంటే నేను నీ తలను తెగవేతును నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును అలాగే మా దేవుడు మిమ్మును మా చేతికి అప్పగించును విశ్వాసంతో పలికాడు విశ్వాసంతో పలికాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఆ యొక్క మాటను సర్వశక్తిమంతుడైన దేవుడు నిజం చేశాడు రూఢిపరిచాడు ఆ మాటను పలికాడు విశ్వాసంతో ఆయన మహిమార్థము దేవుడు రూఢిపరిచాడు దేవుడు నీ నోటి నుండి నా నోటి నుండి నువ్వు పలుకుతున్నావు ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా కుటుంబంలో స్వస్థత దయచేయి నా కుటుంబంలో ఆర్థికంగా బొమ్మలు లేవనెత్తు ఆయన మహిమార్థం నీ యొక్క మాటను దేవుడు నిజం చేస్తాడు నీ యొక్క మాటను దేవుడు రూఢిపరుస్తాడు అలాగే మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం అక్కడ చూసినట్లయితే అన్న దేవుని సన్నిధిలో గోజాడుతుంది బిడ్డల కోసం దేవుని సన్నిధిలో ప్రభా కుమారుని అనుగ్రహించిన ఎడల వాడు బ్రతుకు దినములన్నీ నీకు నేను అతన్ని ప్రతిష్ఠిస్తాను ఆ బాలుని నేను ప్రతిష్ఠిస్తాను అని తను ప్రతి తను వాగ్దానం చేసి అడుగుతా ఉంది అడుగుతా ఉన్నప్పుడు ఆవిడ తన ఏడవడం తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం చూసి యాజకుడైన ఏలే తన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాను నీ దగ్గర ఉన్న మద్యాన్ని దూరం చే అని చెప్పినప్పుడు అప్పుడు ఏలినవాడా నేను ఇలా చేయడం లేదు నా యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నాను అని చెప్పినప్పుడు ఇది నా సమస్య అని చెప్పినప్పుడు ఏలి ఒక మాట చెప్తారు యాజకుడైన ఏలి ఒక మాట చెప్తాడు నువ్వు ఇస్రాయల్ దేవుడితో చేసిన మనవిని ఆయన నీకు అనుగ్రహించును గాక నువ్వు ఇస్రాయల్ దేవుడితో చేసిన మనవిని ఆయన నీకు అనుగ్రహించును గాక అని చెప్పినప్పుడు నువ్వు ఇస్రాయల్ దేవుడితో చేసిన మనవిని నీ ఆయన నీకు అనుగ్రహించును గాక అని ఆ మాటని ఆయన నిజం చేస్తాడు అని రూఢిపరుస్తాడు అని యాజకుడైన ఏలి అన్నాకు చెప్పినప్పుడు అన్నా స్థితి ఏ విధంగా ఉందో తెలుసా అండి ఒకటో సమయాలు గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు అంతటా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళము ఇస్రాయల్ దేవునితో నీవు చేసిన కొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనుందును గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిను వెళ్ళిపోయి భోజనం చేయిచు నాటి నుండి దుఃఖాముఖిగా ఉండుట మానెను చూసారండి ఆ రోజు నుంచి దేవుడు నా మాటని నిజం చేస్తాడు ఆయన మహిమార్థం నాకు ఒక బిడ్డను అనుగ్రహిస్తాడని హన్నానుని ఆ రోజు నుంచి దుఃఖాముఖగా ఏడవడం బాధపడడం మానివేసిందంట అంటే తను నమ్మింది దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను దాని అని నమ్మింది ఆయన పలికిన మాటలు దేవుడు నన్ను రూఢిపరుస్తాడు నిజం చేస్తాడు అని చెప్పినప్పుడు మనకి బైబిల్లో ఒక వాక్యం ఉంటుందండి ఏసై గురించి ఏమని ఉంటుందంటే పా కొత్త నిబంధన అనుసంధాన గ్రంథంలో యేసుక్రీస్తు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను అదే వాక్యము పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది ఏమన్నా తెలుసా సమూయేలు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లించుండెను ఎటువంటి బిడ్డను అనుగ్రహించాడో చూడండి దేవుడు మన మాటను దేవుడు రూఢిపరుస్తాడండి నిజము చేస్తాడు దేవుడు ఆయన మహిమార్థం నువ్వు అడుగుతున్నావా ఎలా అయితే దావీదు అడుగుతా ఉన్నాడో ప్రవ్వా ఎలా అయితే దావీదు పలికాడో గొలియాతు మీద ఎలా అయితే నీ తల నేను తెగవేస్తాను నే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించనని ఎలా అయితే విశ్వాసంతో పలికాడో దేవుడు ఆ మాటను నిజం చేశాడండి ఆ మాటను రూఢిపరిచాడు నువ్వు విశ్వాసంతో పలుకుతున్నావా ఆయన మహిమార్థము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను లేవనెత్తుతాడు చేస్తాడు నీకు స్వస్థత దయచేస్తాడు ఆయన మహిమార్థం ఉండాలి అండి చూసారండి మన యొక్క మాటను దేవుడు నిజం చేస్తాడంట రూఢిపరుస్తాడంట మూడవదిగా దేవుడు మనకు ఆయన దూతలను కాపుదలగా ఉంచుతాడంట దేవుడు మనకు ఆయన దూతలను కాపుతలుగా ఉంచుతాడంట మనకందరికీ తెలుసు దావీదు ఒక్క రాయిని ఆయన నుదుట మీద గొల్యాత నుదు నుదుట మీద వేసినప్పుడు అంటే ఫోర్ హెడ్ మీద వేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి గొల్యాతు వెనక్కి పడిపోవడం ఈజీయా ముందుకి పడిపోవడం ఈజీయా వెనక్కి పడిపోడు ఏ మనిషి అని ఇలా పడిపోతుంది కానీ గొలియాతు అంత పెద్దగా ఉన్న గొలియాతు తొమ్మిది అడుగులు ఎత్తుగా ఉన్న గొలియాతు ఆ నుదుటి మీద తగలగానే ముందు పడిపోయాడు అంటే దావీదు ముందు పడిపోయాడు ఎందుకు పడిపోయాడో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట దావీదు చుట్టూ ఆయన దేవుని యొక్క దేవదూతలు ఉన్నాయి కాబట్టి ఆ దేవదూతల ముందు గొలియాతు పడిపోయాడండి మనకి దేవుడు ఆయన మనకి యొక్క కాలంలో యొక్క మనం బయటికి వెళ్తూ ఉన్నాం జాబ్ చేస్తూ ఉన్నాం ఈ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నీ మా దేవుని యొక్క దేవదూతలు మనకు కాపుదలగా ఉంటాయి దేవుని యొక్క దేవదూతలు చూడండి దావీదు రాయిని వేశారు కానీ దావీదు ముందు గొల్యాత్ పడిపోయాడు కానీ గొల్యాత్కి దావీదు ముందు ఆ దేవుని యొక్క దేవదూతలు దావీదుని కాపుదల కావలి కాసాయండి వాళ్ళ వాటి ముందు ముందు దావీదు గొలియాత్ శక్తి నిలబడలేదు ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయంలో పదిహేనో వచనంలో సిరియా ప్రజలు ఇస్రాయల్ దేశం మీదకి ఆ యొక్క పట్టణం మీదకి యుద్ధానికి వస్తారు అప్పుడు సిరియా ప్రజలు ఏం చేస్తారంటే రాత్రికి రాత్రి ఆ పట్టణాన్నంతటిని ముట్టడి వేస్తారు ఆ పట్టణంలో చాలామంది సైన్యం వచ్చేస్తారు వేకునే లేచి ఒక ఒక దైవజనుడైన పనివాడు వేకునే లేచి ఆ పట్టణాన్ని బయట చూసినప్పుడు అయ్యో పట్టణం చాలా ఆ యొక్క ఫిలిప్తీన్ల సైన్యంతో నింపు నింపబడి ఉంది ఇప్పుడు ఏం చేయాలి తప్పకుండా మనం చనిపోతాం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటను వచ్చి దైవజనుడికి చెప్తాడు దైవజనుడా ఆ యొక్క సిరియనుల సైన్యము మన పట్టణాన్ని ముట్టడి వేసింది ఎవరు మనల్ని రక్షించలేరు ఎవరు మనల్ని ఏమి చేయలేరు అని చెప్తున్నప్పుడు ఎవరు మనల్ని రక్షించలేరు మనం అయిపోయాం మన పరిస్థితి ఇంతే అని ఆ బాధపడుతున్నప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట వారి శక్తి మన పక్షమున ఉన్నవారు వారి కంటే అదుకులై ఉన్నారు అని ఆ యొక్క ఆ యొక్క పనివాడికి దైవజనుడు చెప్తాడండి మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు భయపడకు మన పక్షమున ఉన్నవారు రెండో రాజుల గ్రామంలో ఆరో అధ్యాయం పదిహేనో వచ్చినంలో మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పినప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తాడు ఏమనంటే ప్రభా ఈ దాసుడి యొక్క కన్నులు తెరువు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఎలిషా చుట్టూ పర్వతములు అగ్ని గుర్రములు చేత రథముల చేత నింపబడి ఉండుట ఆ యొక్క దాసుడు చూశాడంటండి మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు తన యొక్క బిడ్డలకు ఆయన యొక్క దేవదూతల కాపుదల ఉంచుతాడండి అప్పుడు ప్రతి ఒక్కరు నువ్వు రక్షింపబడడం చూసి నువ్వు కాపాడబడడం చూసి దేవుడు నీకు తోడే ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు అని నిన్ను నన్ను చూసి చెప్తాడండి ఈ లోకంలో చాలామంది విఐపీలు ఉంటారు వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చి నెలకి ఇంతని డబ్బులు ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కానీ దేవుణ్ణి తెలుసుకున్న మనము సర్వశక్తిమంతుడమైన దేవుణ్ణి తెలుసుకున్న ఉన్న మనకి కూడా ఆయన యొక్క దేవదూతలు కాపు కాపుదలగా ఉంచుతాడు అదే కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దేవ్ దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు చూసారండి ఒక ఈ సొసైటీలో ఒక విఐపికి ఒక గొప్ప పదవిలో ఉన్న వారికే సెక్యూరిటీ ఉంటారు కానీ దేవాది దేవుడు మనకి ఒక గొప్ప సెక్యూరిటీని ఆయన దేవదూతల్ని పంపిస్తాడంట మనం ఈ ముందుగానే ఇటు ఈ పని కోసం ఈ వీధిలో వెళ్ళాలా ముందుగానే ఆయన దేవదూతలు పంపించి ఆ వీధిని సరిచేయిస్తాడు అంత సర్వశక్తిమంతుడిని దేవుడు నిన్ను నువ్వు నేను కలిగి ఉన్నావండి మనం అప్పుడు ఈ విధంగా మనం జీవిస్తున్నప్పుడు మనల్ని చూసి చెప్తారు దేవుడు నీకు తోడే ఉన్నాడమ్మా దేవుడు నాకు తోడే ఉన్నాడు అని ప్రతి ఒక్కరు మనల్ని చూసి చెప్తారు దావీదు ఏ విధంగా గొల్యాతును చూసి ఏ విధంగా అన్నాడంటే ఇస్రాయెల్లో దేవుడు ఉన్నాడని భూలోక నివాసులందరూ తెలుసుకున్నట్లు దేవుడు నిన్ను నేను నాకు అప్పగిస్తాడు నేను నిన్ను చంపేస్తాను నీ తల నరికివేస్తానని చెప్పాడు మనల్ని చూసి లోకం చెప్తుంది నీ కుటుంబంలో నీతో దేవుడు ఉన్నాడు అని ఎంత గొప్ప సాక్ష్యం అండి అంతకంటే మనకి ఈ లోకంలో గొప్ప సాక్ష్యం ఏదైనా ఉంటుందా అండి నీతో దేవుడు ఉన్నాడమ్మా అని చెప్తాడు ఎప్పుడో తెలుసా ఆయన శక్తి కన్నా మనకి ఎదురుగా ఉన్న సమస్యల శక్తి కన్నా దేవుడి శక్తి గొప్పగా ఉన్నప్పుడు అలాగే దేవుడిని యొక్క మాటని రూఢిపరుస్తూ ఉన్నప్పుడు అంతేకాకుండా దేవుడు మనకు దూతలు సహాయంగా ఉంచారు అని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు నీకు తోడే ఉన్నాడని నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను చూసి సాక్ష్యం చెప్తారు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్సయ నీకే కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా కరుడ ఎస్సయ నీకు వందనాలు తండ్రి ఎస్సయ మాతో మాట్లాడిన కరుడ నీకు వందనాలు ప్రభా మమ్మల్ని చూసి నీతో దేవుడు ఉన్నాడు మను దేవుడు బిడ్డవు అని సాక్ష్యం పొందుకునే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయ నీ కృపలో వర్ధిల్లింప చేయ నీ నామాన్ని ఘనపరుచుకోనండి ప్రభా నీకు వందనాలు నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా అటువంటి సాక్ష్యం తెచ్చి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి దావీదు ఎలా అయితే గొల్యాతను చూసి భూలోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఇస్రాయల్లో దేవుడున్నాడని భూలోక నివాసులందరూ తెలుసుకోవాలని ఎలా అయితే ధైర్యం కలిగి విశ్వాసంతో చెప్పి ఉన్నాడు నీ బిడ్డలుగా మేము నీ లోకంలో తండ్రి అటువంటి జీవితాలు జీవించి మీతో దేవుడున్నాడమ్మా మీరు దేవుడు బిడ్డలు అని చెప్పడానికి మాకు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మదేవ అటువంటి సాక్షి జీవితాన్ని కలిగి జీవించడానికి ఆశ్చర్యకరుడ నువ్వే సహాయంను దయచండి నీ కృపలో దినదినము లేవనెత్తండి అయ్యా నీ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి నీ శక్తి గొప్పదిగా మేము అనుభవించడానికి నీకు గణపరచడానికి మాకు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మదయ మీ వాక్యం ద్వారా మాట్లాడిన తండ్రి ఆ విధంగా మేము జీవించే భాగ్యాన్ని వాక్యానుసారంగా జీవించి నీ శక్తిని లోకానికి చూపించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వే మహిమ ఘనత మా జీవితాల ద్వారా పొందండి తండ్రి ఈ కార్యక్రమాన్ని చూసి ఎవరైతే తండ్రి గొల్యాత వంటి ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ఏసు నామంలో ప్రభ వారి యొక్క విశ్వాసాన్ని పెంచి తండ్రి ఆ యొక్క గొల్యాతని జయించి వారితో దేవుడున్నారు ఆ కుటుంబానికి దేవుడున్నారని సాక్ష్యాన్ని పొందుకుని గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించి నీ నామాన్ని గనపరచుకొని నువ్వే తోడేండి నడిపించి నీ యొక్క దేవదూతల కాపుదల మాకు అనుగ్రహించి నీ నామాన్ని నీ నజరాడైన యేసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామమున శుభములు యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి గుర్తుపెట్టుకోండి దేవుడు మీకు తోడే ఉన్నాడు అన్న సాక్ష్యాన్ని మనం పొందుకునే స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్